hello my dear Facebook friends and YouTube friends మీకు చాలామందికి అంటే ఇది ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక డ్రీమ్ లాగా ఉంటుంది దీని గురించి తెలిసిన వాళ్ళకి ఒక డ్రీమ్ ఇది కొట్టలు క్రాక్ చేయలేకపోయాము ఈ జాబ్స్ జాబ్స్కి అని ఒక పెద్ద దిగులు అనమాట అలాంటి వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే రెండు రకాల గుడ్ న్యూస్ అంతకుముందు ఈ నోటిఫికేషన్ అంటే ఏ notification staff selection commission combined graduate level degree అయిపోయిన వాళ్ళకి అంతకుముందు కారులో వచ్చేది ఇప్పుడు టూ వీలర్లో వచ్చింది అంటే అర్థం కాలేదు కదా కారులో ఉంటే కార్కి ఎన్ని టైర్లు ఉంటాయి నాలుగు టైర్లు ఉంటాయి tier one tier two tier three tier four ఓకేనా నాలుగు టైర్లు వేసుకొని వచ్చింది దాని టైర్ అంటారు కాకపోతే ఏంటంటే నేను ఫన్నీగా నేను టైర్ అంటున్నాను ఓకేనా నాలుగు చక్రాలు వేసుకొని వచ్చేది ఇప్పుడు ఏం చేశాడంటే only tier one tier two అంటే ఓన్లీ బైకే లేదా సైకిల్ ఓకేనా so only two tiers preliminary mains చాలా కంఫర్ట్గా సిలబస్ కూడా అంతకుముందు రెండు వందల బిట్లు రెండు వందల మార్కులు ఇంగ్లీషు మెయిన్స్లో వంద బిట్లు రెండు వందల మార్కులకి అర్థమెటిక్ ఉండేది ఇప్పుడు మెయిన్స్కి కూడా అదే అర్థమెటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ ఇచ్చాడు అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కాకపోతే మార్కులు వేరియేషన్స్ ఉన్నాయి ఎలా ఏంటి నోటిఫికేషన్ ఆన్లైన్ ఎప్పటివరకు వరకు లాస్ట్ డేట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఈ వివరాలన్నీ కూడాను మనం ఎలా అనేది మనం చూద్దాం ఒకసారి ఓకేనా నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు వరకు ఆన్లైన్ ఉంది ఈ లోపే అప్లై చేసుకోండి అప్పటి వరకు అయితే వెయిట్ చేయొద్దు ప్లీజ్ ఓకేనా దీని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ టైర్ వన్ ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఇక పోస్టుల పరిస్థితి రెండో గుడ్ న్యూస్ ఏంటనేది అసలు పోస్టులు ఎక్కడెక్కడ ఉంటాయి audit officer Indian audit and accounts department under controller auditor general ఓకేనా అంటే కాగ్ వినటానికి చాలా హాయిగా ఉంది కదా నెక్స్ట్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ దాంట్లోనే next assistant section officer central secretariat service ఇది కూడా బాగుంది కదా ఇంటానికి assistant section officer intelligence bureau assistant section officer ministry of railways assistant section officer ministry of external affairs ఓకేనా next assistant section officer ministry of electronics and information technology ఇలా నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా enforce department central bureau of investigation CBI next వచ్చేసి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓకేనా అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ దానికి రిలేటెడ్గా నెక్స్ట్ డ్రగ్స్ అండ్ నార్ నార్కటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఓకేనా ఇలాంటి వాటిల్లో నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓకేనా ఇలాంటి వాటిల్లో కూడా మొత్తం అన్నీ కలుపుకొని వేకెన్సీస్ మొత్తం వచ్చినాయి అయితే ఈ వేకెన్సీస్ అన్నీ కూడాను ఎన్ని చెప్తున్నాడు అంటే ఇరవై వేలు పై చిలుకు వేకెన్సీస్ ఖాళీలు twenty thousand above approximately twenty thousand అంటే మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ ప్రాసెస్ అంత అవడానికి ఏడాదిన్నర ఖచ్చితంగా పడుతుంది వాళ్ళు జాయినింగ్ లోపు ఇంకా వచ్చిన పోస్టులన్నీ కూడా దాంట్లో అదనంగా కలిపి మొత్తాన్ని ఆ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రాసెస్ అర్థమైందా రైట్ నెక్స్ట్ ఇప్పుడు దీనికి మొత్తం రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ అన్నీ యాజ్ యూజువల్ రెగ్యులర్గా ఉంటాయి ఓకేనా అయితే ఇక్కడ మనకి కొన్ని వేకెన్సీస్కి ఓకేనా ట్వంటీ సెవెన్ వరకు కొన్ని పోస్టులకి అంటే గ్రూప్ బి వాటికి అన్నిటికీ thirty years okay thirty two years అలా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు ఇకపోతే ఎస్సీ ఎస్టీకి ఐదేళ్ళు ఉంది బీసీకి మూడు సంవత్సరాలు ఉంది ఫిజికల్ విత్ డిజేబుల్డ్కి పది సంవత్సరాలు ఉంది ఓకేనా ఇది అన్రిజర్వ్డ్కి అదే ఓబీసీకి అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి పదమూడేళ్ళు ఎస్సీ ఎస్టీ పిహెచ్డి పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ వాళ్ళు అయితే కనుక పదిహేను సంవత్సరాలు ఉంది రైట్ ఇకపోతే ఇప్పుడు మనం దీని ఎగ్జామ్ సిలబస్ అసలు ఎలా ఉంటుంది చూద్దాం ఓకేనా ఎగ్జామ్ సిలబస్ ఏంటి దీనికి సంబంధించి దీనికి ముందు అప్లై చేయడానికి ఓబీసీ మెన్ ఓసీ మెన్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అందరికీ ఫ్రీనే అర్థమైందా ఇప్పుడు దీనికి వచ్చేసి assistant audit officer assistant accounts ఆఫీసర్కి వచ్చేసి మినిమం డిగ్రీ ఎనీ డిగ్రీ ఓకేనా అంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ వాళ్ళు వచ్చేసి అంటే ప్రయారిటీ ఇచ్చేది chartered accountant management and company secretary కానీ లేదా కామర్స్ కానీ ఎంకామ్ కానీ లేదా ఎంబీఏ కానీ చదువు ఉండాలి ఓకేనా రైట్ నెక్స్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దానికి సంబంధించి ఇక్కడ ఏమంటున్నాడంటే డిగ్రీలో అరవై శాతం మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఓకేనా any subject or institution with at least sixty marks తర్వాత వచ్చేసి డిగ్రీలో ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్ అయి ఉండాలి మిగిలిన పోస్టులు అన్నిటికీ డిగ్రీనే డిగ్రీ పాస్ ఓకేనా ప్రాబ్లం లేదు రైట్ నెక్స్ట్ ఇంతవరకు అయితే మనందరికీ ఉంది నో ప్రాబ్లం ఇప్పుడు ఇక దీనికి ఆన్లైన్ చేసుకోవాలంటే డబ్ల్యూడా హెచ్టిటిపి ఓకేనా సెమీ కోలన్ రెండు slash SSC dot NIC dot IN లేదా W dot SI SSC dot NIC dot ఐఎన్కి వెళ్తే సైబ్ సైట్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఓసీ ఓబీసీ మెన్ మాత్రం వంద రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అర్థమవుతుందా గైస్ రైట్ నెక్స్ట్ సెంటర్ వచ్చేసి మన ఏపీకి నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకి కనుక చూసుకునేటట్టయితే నేను చెప్తున్నాను ఒకసారి సెంటర్స్ చెప్తాను చూసుకోండి ఒకసారి ఏమేంటి అంటే ఏపీకి తెలంగాణకి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం అలాగే నెక్స్ట్ తెలంగాణకు వస్తే హైదరాబాదు కరీంనగర్ వరంగల్ రైట్ ఇవి సెంటర్స్ అనమాట అయితే ఇక్కడ రెండు రకాల scheme of exam tier one tier two దానికి ఎలా ఉంటుంది ఏంటి అసలు ఓకేనా చూడండి ఫస్ట్ టీయర్ వన్లో టీయర్ వన్లో ఏముంటున్నాడు same arithmetic reasoning English GK నాలుగు పాతికలు వంద విట్లు ఒక్కొక్క బిట్కి రెండు మార్కులు ఓకేనా టూ హండ్రెడ్ మార్క్స్కి one hour duration right next scheme of exam అంటే టైర్ టూకి టైర్ టూకి ఏమి ఇచ్చాడు ఇక్కడ మాడ్యూల్స్ ఇచ్చాడు ఫస్ట్ సెక్షన్ వన్ సెక్షన్ వన్కి ఏంటి అరవై క్వశ్చన్లు చూసారా అరవై క్వశ్చన్స్ అయితే అరవై క్వశ్చన్స్ ఏమేమి ఇస్తాడంటే ముప్పై అర్థమెటిక్ ముప్పై రీజనింగ్ అరవై క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మూడు మార్కులు నూట ఎనభై మార్కులు చూసారా రైట్ అయితే ఈ సెక్షన్కి ఎంత అంటే మొత్తం కలిపి వన్ అవర్ అర్థమవుతుందా నెక్స్ట్ ఇప్పుడు తర్వాత సెక్షన్ టూ సెక్షన్ టూ ఏంటంటే ఇంగ్లీష్ నలభై ఐదు మార్కులకి సారీ నలభై ఐదు బిట్లు జనరల్ అవేర్నెస్ అంటే current affairs static GKs main static GK గుర్తుపెట్టుకోండి స్టాక్ జీకే జనరల్ అవేర్నెస్ అంటాడు కానీ స్టాక్ జీకే స్టాండర్డ్ జీకే ఓకేనా నలభై ఐదు ఏమో ఇంగ్లీష్ బిట్స్ ఇరవై ఐదు బిట్స్ ఏమో జీకే మొత్తం కలిపి డెబ్బై బిట్స్ ఒక్కొక్క బిట్కి మూడు మార్కులు రెండు వందల పది మార్కులు ఓకేనా నెక్స్ట్ తర్వాత సెక్షన్ త్రీ అంటే దాంట్లో మాడ్యూల్ మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు ఏంటి కంప్యూటర్స్ నాలెడ్జ్ దాంట్లో ట్వంటీ బిట్స్ ట్వంటీ బిట్స్ ఒక్కొక్క బిట్ త్రీ మార్క్స్ అంటే సిక్స్టీ మార్క్స్కి అయిపోయిందా అయిన తర్వాత ఇది వాళ్ళు పేపర్ రాస్తుంది అంటే ఎన్ని మార్క్స్కి రాస్తారు చూడండి ఒకసారి ఇక్కడ వాడు రాసేది మొత్తం కలిపి నూట ఎనభై రెండు వందల పది ఎంత మూడు వందల తొంభై మూడు వందల తొంభైను అరవై నాలుగు వందల యాభై ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చిన్న మెలిగి పెట్టాడు ఏంటంటే ఒక పదిహేను నిమిషాలు డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అది రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పోస్ట్ ప్రతి ఒక్కళ్ళు రాయాల్సిందే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు డేటా ఎంట్రీ టెస్ట్ రాయాల్సిందే టైప్ టెస్ట్ అర్థమైందా అది నెక్స్ట్ స్టాటిస్టిక్స్కి సపరేట్గా వంద బిట్లు ఒక బిట్టు రెండు మార్కులు రెండు వందల మార్కులకి అలాగే ఒకవేళ ఫైనాన్స్ నెక్స్ట్ ఆడిట్ వాటి దానికి సంబంధించి పోస్ట్ అయితే పేపర్ త్రీ కింద వాళ్ళు అది కూడా అది రాయాలి ఎక్స్ట్రాగా అది general studies finance and economics మీద ఉంటుందంట అది కూడా వంద బిట్లు బిట్టుకు రెండు మార్కులు అంటే రెండు వందల మార్కులు ఓకేనా అది ఒక్కొక్క పేపర్ దానికి సంబంధించి రెండు గంటలు రెండు గంటలు అంటున్నాడు రైట్ ఓకే ఇప్పుడు ఇకపోతే టైం వస్తుంది ఉంది టైం చాలా హ్యాపీగా రాసుకోవచ్చు ఎటొచ్చి మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే అర్థమెటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీషు వీటిల్లో రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది బాగా జాగ్రత్తగానండి రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎటొచ్చి బాగా టఫ్ పాయింట్ ఏంటి అంటే అర్థమెటిక్ ఇంగ్లీష్ జీకే అర్థమెటిక్ ఎవడన్నా ఉంటే నాలంటే ముండోడు ఉంటే ఒకటి అర్థమెటిక్ వచ్చేస్తుంది నో ప్రాబ్లం కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి ఇక్కడ మేజర్ పార్ట్ ఒకాబులరీ ఒకాబులరీ అంటే రెగ్యులర్గా పేపర్ రీడింగ్ మీరు అలవాటు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా పేపర్ రీడింగ్ స్టార్ట్ చేయండి అది మీకు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మీరు రెగ్యులర్గా పేపర్ చూస్తుంటే మీరు నమ్మే దేవుడు మీతో ఉన్నట్టే నేను ప్రామిస్ చేసి చెప్తా విషయం రెగ్యులర్గా పేపర్ ఆ పేపర్ అంటే తెలుగు పేపర్ కాదు ఇంగ్లీష్ పేపర్ ది హిందూ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ మూడు పేపర్లలో ఏదో ఒకటి చాతనైతే కష్టపడగలిగితే హిందూ తెచ్చుకోండి భయపడి పారిపోయే బ్యాచ్ వామో సార్ ముందు కొంచెం అలవాటు అవ్వాలి అనుకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా తెచ్చుకోండి ఇంకా డల్ అనుకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ తెచ్చుకోండి ఖచ్చితంగా పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పక్కన ఒక డిక్షనరీని పెట్టుకోండి ఆ డిక్షనరీ చూసుకుంటూ రెగ్యులర్గా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి మంచిగా క్లాస్మేట్ నోట్స్ కొనుక్కోండి అంతేగాని ఓకేనా పిల్లల ముక్కులు మూతులు దుడిచే పేపర్లో నోట్స్లు ఉంటాయి కదా బ్రౌన్ పేపర్లు ఇంత కట్టు ఉంటుంది నోట్స్ ఇంతలా ఉంటుంది ఉపయోగం తప్పయోగం లేకుండా అలాంటి నోట్స్లు కాదు మంచి క్లాస్మేట్ నోట్బుక్ తీసుకొని ఎందుకంటే ఒకాబులరీ లైఫ్ టైం గుర్తుండాల్సింది ఆ ఒకాబులరీ దాని సబ్జెక్ట్ ఎంత అది లైఫ్ టైం ఉంటుంది ఇంగ్లీష్ అర్థమైందా సో దాంట్లో వర్డ్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి రాసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతుంటే తర్వాత తర్వాత తర్వాత ఒక one month one and half month అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డిస్టెన్స్ దూరం అయిపోతుంది అంటే ఆ వర్డ్స్ అన్ని కూడా రిపీట్ వర్డ్లో మీకు అర్థమైపోతుంటుంది కాంటెక్స్ట్ ఆ వర్డ్ అంటే మీనింగ్ ఆల్రెడీ రాసుకొని చదివి వినుంటారు కాబట్టి ఇమీడియట్గా మీకు బ్రెయిన్కి వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా ఉంటుందో అసలు ఇంకోటి పొద్దున్నే లేచిన తర్వాత కాఫీ టీ అలవాటు అయితే ఉన్న వాళ్ళకి ఎంత పిచ్చిగా ఉంటుంది అంటే నే మరణం ఉండే కాఫీ ఖచ్చితంగా తాగుతాం అలా అలవాటు ఉన్న వాళ్ళు పేపర్ను కూడా అంత ఎడిక్షన్ అయిపోతారు అలా అవ్వాలి అలా అయింది అంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చినట్టే అట్లా అవ్వండి కష్టపడండి తప్పదు అర్థమైందా సో కాబట్టి ఇంత మంచి నోటిఫికేషను ఇరవై వేల పైన నోటిఫికేషను నిజంగా మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇది గ్రేట్ చాలా వరము మీకు ఇంకో చిన్న విషయం చెప్తా ఈ food corporation of India notification పడింది సేమ్ దానికి దీనికి రెండిటికి సిలబస్ ఒకటే రెండిటికి సిలబస్ ఒకటే చక్కగా ప్రిపేర్ అవ్వండి దానికి ప్రిలిమ్స్ మెయిన్స్కి సేమ్ ఇంకా ఒక్కదానికి ప్రిపేర్ అయితే రెండిటిని హిట్ చేయొచ్చు ఒక్కసారి కొడితే కరెక్ట్గా బాణం తీసుకొడితే అవతల ఎంత కంచు కోటైనా సరే అర్థమైందా పగిలిపోవాలి బద్దలయ్యి అట్లా కొట్టాలి సరేనా ఆ కొట్టే ఛాన్స్ వచ్చింది మీకు రైట్ డెఫినెట్గా కొడతారు మీకు నా నుంచి కోచింగ్ కావాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఉన్నాయి వాటికి కాల్ చేసి లేదా డైరెక్ట్గా వచ్చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు ఫీజు కూడా చాలా లిబరల్ చూసి తీసుకుంటా మన ఫీజు కూడా అంతేగాని అంటే వయా మీడియాకి వెళ్ళే ఫీజే కానీ మరీ అంత హై లెవెల్లో ఫీజు కాదు అలా అని మరీ చీప్ ఫీజు కాదండి అంటే కరెక్ట్గా సమన్యాయంకి సో కాబట్టి అన్నీ అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ వచ్చేవాళ్ళు ఆన్లైన్ రావచ్చు బ్యాచ్ ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు ఆఫ్లైన్ రావచ్చు ఇంత మంచి ఆపర్చునిటీని మాత్రం దయచేసి చెప్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు గాయస్ మళ్ళీ మళ్ళీ ఇది రాదు అర్థమైందా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఓకేనా బాయ్ మీతోటి నేను ఎప్పుడూ ఉంటాను మీకు డెఫినెట్గా మీకు మంచి సెలక్షన్ రావాలని దేవుని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ బాయ్ మీ premier academy Subbu sir bye